या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्य नमस्तस्य नमस्तस्य नमो नमः okay today is eight August 2022 okay you can see कोज्जा KCR car okay is touching कोज्जा केसीआर जहांगीर विंची राहुल गांधी इन फ्लाइट नोस ओके okay? ఆ విమానం కిందకు దూసుకెళ్ళిన కారు టేబుల్ కింద డబ్బులు నేషనల్ రెండు కేంద్ర కార్యాలయం ఇది సోదాలు సే మోహన్ తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జా బ్లస్టింగ్ కాండ ఎల్జీ క్లోజ్ చేశారు ఇప్పుడేమో సీట్స్ కంపెనీ విషవాయువు క్లోజ్ చేస్తున్నారు మోహన్ తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జా కాండ you can see Chandrababu Naidu ఐదు రూపాయలకు బియ్యం పెడతా ఉన్నాడు ఈ తుర్కముండా కొడుకేమో షర్మిల జగన్ గడు వీడు మావాడు మొత్తం శ్రీనివాస్ గారితో చేతులు కలిపేశాడు ఏంటది తోడు జగన్ అన్న తోడు ఆడవాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతారు డబ్బులు కమ్ముడిపోయే ఆడవాళ్ళు ఏమంటారు ఆడవాళ్ళు డిసైడ్ చేసుకోవాలా సేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ పదహారున నుంచి కార్పొరేటర్ల అధ్యయన యాత్ర షోడశ రసాగ్నియోగ లిపి శాస్త్రం ఏకవుతారు చూడాలా తొట్లకొండ కంట తొట్లకొండ సందర్శన వేలలు వేలల రుసుముల లంచాల కబ్జాల ద్విచక్ర వాహనానికి ట్వంటీ రూపీస్ కారుకు కొజ్జగేశ్వర కేసీఆర్ కారుకు ముప్పై రూపాయలు బస్సుకు రెండు వందల రూపాయలు నడిచి వెళ్తే ఐదు రూపాయల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొజ్జ కేసీఆర్ గడు జగన్ గాడు అయిపోయి ఐదు రూపాయలు కిలో బియ్యం భోజనం పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ గిమిక్ ఉచితం కాకుండా బుల్లెట్ ట్రైన్ అంట ఈ టీ బిగేసి ఇక్కడ పెడితే బుల్లెట్ ట్రైనింగ్ చేస్తున్నాడు మా అయ్యా శ్రీలంకలో చేశాడు ఆస్ట్రేలియాలో చేశాడు రాబ్ ఎలిమెంటరీ స్కూల్ యుఎస్ఏలో చేశాడు జాబ్ మేళ పోస్టర్ ఆవిష్కరణ తుర్కమండ కొడుకు ఐదు వందల కోట్లు ఎప్పుడు ఇస్తాడు నావి మాయవతి ఐదు వేల కోట్లు పన్నెండు సంవత్సరాలు అవుతుంది చేమోహన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ this is Chintaswamy Prakash Rao in childhood marriage twenty six April पच्चीस करोड़ को देगा बहत्तर हजार रुपया मैं सुजना का हाँ, steel plant husband marriage 1983 1993 ten years I was best cadet all India level just after ten years of this age I I was best cadet all India level shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ IDPL Dev murdered Indian drugs and pharmaceuticals limited vitamin C so tubule tablets five hundred milligrams shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ so apart from this there are so many things this is రహస్య వెపన్ సో ఇప్పుడు కొద్దిగా కేసీఆర్ గారు లాక్డౌన్ అయ్యిండు కదా వాడు కొడుకు కాలు ఇరగొట్టుకుని లాక్డౌన్ అయ్యిండు hmm, అది ఎక్కడో పేపర్లో ఉండాలి సో ఈ వెపన్ వాడి వాడిని అంతమొందించవచ్చు కదా కంటి వైద్యుడు కలిసిలో నలుసాయి సో ఈ కొద్దిగా కేసీఆర్ గారి కార్లు ఇస్లామిక్ మైనింగ్ మాఫియా భూకంపం వచ్చింది నేను మొన్న వీడియోలో పెట్టాను red colour cars blue colour cars amazing offers amazing flash floods in death this is city of destiny Visakhapatnam and death valley కొజ్జ వైఎస్ఆర్ తుర్కముండ కొడుకు sixty cars got lock down నా వర్క్ ఫ్రమ్ హోమ్ దిస్ తుర్కముండ కొడుకు what you call Sharmila Jagan and కొజ్జా కేసీఆర్ ఆర్ డూయింగ్ పొగాకు వినియోగం నియంత్రణ చర్యలు అంట ఇంపీరియల్ టొబాకో కంపెనీ షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ hmm? నాడు ఏమో ఉచితం నేడు ఏమో ఐదు రూపాయలు దొండుకుంటున్న దొంగమ్మ కొడుకు ఎప్పుడు పోతారా ఎలియన్స్ ప్రైవేట్ ఎలియన్స్ నూట పన్నెండు రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ నూట ఇరవై దేశాలకు పార్వతీదేవి రబ్బర్ చెట్ల తొక్క తీసి వైట్ రక్తం తీసి పదిహేడు నెలల్లో పరిశ్రమ నిర్మాణం సో దిస్ ఇస్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా ಡೆಸ್ಟ್ರಾಯಿಂಗ್ కాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కొట్టాగ్ర ఈ తుర్కముండ కొడుక్కి మాస్క్ లేదు ఈమెమో మాస్క్ పెట్టింది యుద్ధం మేఘాలు సో దిస్ ఈజ్ ఆల్ ఈమెకు కూడా లేదు లక్ష్మీ పార్వతికి కూడా లేదు బొచ్చ లుచ్చ గొచ్చగాడికి కూడా లేదు షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా బ్లఫింగ్ కాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కొట్టాగ్ర వీడికి కూడా మాస్క్ లేదు నా పేరు మార్చుకుంటా మార్చేసుకో దొంగ ముండా కొడుకు గుండు ముండా కొడుకు అని గుండో గుండా జహాంగీర్ టాటా ఆల్ట్రాజ్ అంట షేమోన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా బ్లఫింగ్ కాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్ర యంగ్ ఇండియా ఆఫీస్కి తాళం చైనా తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు fight for to protect Vijay Mallya black money bastard thousand crores what do call that Kingfisher airlines scam and what do call Mayawati five thousand crore Ramoji మేనేజ్మెంట్కు ఇదో ఉదాహరణ షేమోన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ fight for freedom of Amma Kottagra. Okay? Om Shri Amma Kottagrin Namaha. Yesterday they have attacked my home uh, and they tore up like Kichakanda. Hmm? They have tore up the coconut leaf. Okay? I'll show you that. It's raining, you can see. छोटा मेरा बेटा with Mayawati okay five thousand floor black money Mohan तुर्गुमला दुर्गुला धोपड़ी दहना कब्जा खाना yesterday I have withdrawn for 4000 from 500 from my bank account and by today Monday morning when I woke up to check the cash uh, they have entered my home okay and they stole what do you call 2000 rupees from my pocket you can see I have done uh, what do you call uh, surgery okay there's they broke up, uh, they tore up the leaf. Okay. Same thing they have done here also. Okay. Shaman Turkamunda Kodukula Dopudi Dahana. they broke the stem. Okay. So పొరుగు పచ్చగా ఉంటే పొయ్యిలో ఉచ్చబోస్తున్నారంట దొంగ ముండా కొడుకులు अलीबाबा चालीस चोर तो फाइट फॉर फ्रीडम ऑफ अम्मा कोटाग्रा सनातन धर्म लैंड ओम श्री अम्मा कोटाग्रे नमः